Hi friends welcome back to Karthik icon YouTube channel so friends ఈరోజు వీడియో వచ్చేసి సో సాయి అంటారా బాబు సో సరే సరే సో ఈయనకేమో సమస్యలు ఉన్నాయంట సో ఫోన్ ఓపెన్ చేస్తే సాయి బాయ్ సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా సాయి అని సో దాని మీద ఒక ఫన్నీ వీడియో క్రియేట్ చేసినాం సో సైన్స్ ఎగ్జిబిషన్ మధ్యలో డిస్కషన్లో ఏమేమి జరిగిందో అది కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు సో లెట్స్ వాచ్ ఏంద్రా ఇంకా గ్రౌండ్ లకి ఇంకా ఎవ్వరు వస్తలేరుదా రీల్స్ చూద్దాం ఏ ఫ్యూ moments later ఏం చేస్తున్నావు బాయ్ ఏ ఏం చేస్తలేను బాయ్ సాయ్ అంటారా బాబు సాయ్ అంటారా బాబు సాయి సాయ్ సాయ్ సాయ్ అని పేరు పెట్టుకున్నాను మొత్తం సావ పడుతున్నాను యాభై మంది యాభై రీల్స్ షేర్ చేస్తారు అవన్నీ చూస్తే టూ జీబీ నెట్ బొక్క నెట్ బొక్క ఇన్స్టా అమ్మాయిలు అమ్మాయిలు సాయి సాయి అంటారు కానీ ఎవరికి మెసేజ్ పెడితే ఒక్కరు రిప్లై ఇయ్యరు ఏందో ఇల్లు ఏదో ఒక రోజు ఇన్స్టా డిలీట్ చేసి ఇక చూసి చూసి ఏందో నీకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి కష్టాలు దా కూర్చొని రీల్స్ పంతులు భయ ఇంకేంది ఏం చేస్తున్నావు పంతులే పంతులు ఇంకా మానలేదారా భయ తిన్నావా భయ తిన్నా భయ వీడియోలు బాగా చేస్తున్నట్టు నేను కాదు భయ వాళ్ళు ఎవరెవరో సాయి సాయి అని మెసేజ్ పెడుతున్నారు సంప కొడుతురు ఎవరు భయ ఏమో మేము వాళ్ళు అవును అరే నువ్వు వీడియో పంపించినవారా నాకు యాభై రీలు పంపించినావు అరే గదేదో షేర్ ఉందిరా నేను నొక్కిన నీ సాయంగానే నీ పేరు నిన్ను నువ్వు గుర్తుకొచ్చినావు అదే ఆ షేర్ వచ్చేసిన పంపించకరా అరే నువ్వు బ్లాక్ చేస్తా మరి అరే బాబు అరే సాయి సాయంద్రా అయ్యో అరే కోమైంద్రా కోమ కూర్చో సాయి అని పేరు మొత్తం చంపేస్తున్నా పేరు పంతులు చెప్తున్నా పంతు మానవ నువ్వు పంతులు వాళ్ళందరూ సాయి అంటారు అని ఒక్కరికి మెసేజ్ పెడితే ఒక్కరు రిప్లై ఇస్తలేరు సాయిరా బాబు ఏందేమో సాయిరా బాబు అరే ఒకసారి నువ్వు రీల్స్ అనరా రీల్స్ రీల్స్ Reels. రీల్స్ అరే నువ్వు అనరా రీల్స్ రీల్స్ రీల్స్ రీల్స్ అరే రీల్స్ రీల్స్ నువ్వు అన్న reels reels reels Reels. Reels reels Reels. Reels, కాదు రీల్స్ Reels. ఆ రీల్స్ అరే సాయనుడు కాదురా అలా మీరు రీల్స్ అని నేర్చుకోరు మాకు తెలుసు ఇగో ఇంత సేపట్లో వచ్చేసింది మరి మీకు వస్తుంది అట్లా ఏంటి సాయనుడు అంటే ఫేమస్ ఇన్స్టాగ్రామ్ లో హిట్ అయిపోయినా అయితే కదా కదా ఎందుకు ఇలా నా కర్మ నేను సాయి అని పేరు మొత్తం ఇల్లు ఇల్లు సాయి సాయి అంటారు అరే సాయి ఇంత ఫేమస్ అవుతున్నావు అరే ఇంటర్వ్యూ తీసుకుంటే మా పేరు చెప్తావా అరే అసలు సాయి నేను కాదు రే చెప్తా తోపు అయిపోతుంది తోపడ తోపు అంటారా బాబు మా ఇంట్లో విషయం ఉంది ఫ్రెండ్షిప్ దోస్తి ఇస్తారా మచ్చా గుండెల నిండా స్కూల్లో సైన్స్ ఎక్స్పో అయింది కదా వీడియో అప్లోడ్ చేసి చూడు ఓ యూట్యూబ్ అని ఓ అదే సర్చ్ చేతు నీకు వచ్చారా దారా పెద్ద వచ్చారా నీకు వద్దురా పొరాల ముద్ద డిజ్జై పోతుంది చేయాలి అసలు నీకు వచ్చారా రాదురా రాదురా నీకు వచ్చారా అసలు నాకు రాదు నీకు అంత వచ్చా మళ్ళా ఈజిరాబే గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందా ఇప్పుడు ఏం చేయాలరా మా దోచుకోవాల ముంగడు ఇచ్చాడు పోతుంది అయ్యో నాకెందుకు రాదు చేసి చూపెడతా చూడు చేసి చూపెడతా అరే మామ ఏది నొక్కాలరా ఇంకోసారి అరే మామ ఏది నొక్కాలరా అరే నీకు రా నేను చేస్తా చూడు చేయరా మచ్చా science expo in our school science expo in our school ఆడు చూడు రీ దీనికి ఓ తట్టేలా వాడుతురు ఇదేనారా మీరు చూడు అరే ఇది ఎవరిదిరా అంది అరే ఇది లక్కీ అంది లక్కీ అంది లక్కీ అంది నీదారా అరే ఎంత చిన్న ఉంది ఎంత పెద్ద చూడరా నా మీ అందరికంటే నాదే పెద్ద ఉంది ఏమైందిరా అచ్చిండు కాల్చిండు పోయిండు ఇప్పుడు నేను ఏం చేయాలి అరే కొట్లాటలు అందరి మంచిగానే ఏ అందరి మంచిగా ఉన్నాయి కదరా అరే సాయిని పిల్లవు సాయి సైన్స్ ఫేర్ పిల్లలు ఉంటారా గర్ల్స్ బాయ్స్ అరే అట్లా సైన్స్ ఫేర్ అంటే పక్కనే ఓన్లీ అవే ఉంటాయి అరే వేజ్ పక్క కావాలి అప్పుడే అరే ఇది నీదారా అది నాదేరా ఓ ఓ ఇది నీదేనా నాదే అరే ఎవరిదిరా ఇది నీదేనా అది లక్కీ అండి అరే మస్తు సాయిగాన్ పిల్లదిరా అరే లక్కీ కొడతారా అరే నేను అరే కావాలి పిల్ల అరే అంతే తీరా అన్నాడు అరే నేనేమన్నారు అరే అరే అరే ఇద్దరు పోయి రే మన ముగ్గురే మనం ముగ్గురే సపరేట్గా అవుదాం ఓకే అరే అరే నా స్కూల్లో కూడా అది అరే అరే ఇది రోబోరా నైన్త్ క్లాస్ అని వాళ్ళు చేసిర్రా అరే ఇది సెవెంత్ క్లాస్ అన్న వాళ్ళు ఒక ఫ్లయింగ్ డ్రోన్ చేసారు పప్పు గాంధీ అరే నాకున్న టాలెంట్ తో చేసిన నీకు ఎందుకురా నాకు అలా టాలెంట్ లేదు కాబట్టి కొంచెం ముందు దాన్ని గుర్రబెట్టి చేసిన చిన్న చిన్న ఉదయం నీ మనలో గింత ఉందా ఆకాశం అంతా అరే మరి అరే ఆకాశం అంతా లేకపోయినా నీ నీకన్నా పెద్దనే ఉంది కదా అరే మీ ఇద్దరు కన్నా పెద్ద ఉందిరా ఉంచుకోరావే అరే ఉంచుకోరావే ఓన్కి ఫస్ట్ ప్రైజ్ వస్తా నీదైతే ఫోన్ నువ్వు పట్టుకుంటా అరే నాకు ఇరా అరే నాకు కనబడతలేదు అరే అరే నాకు కనబడతలేదు అరే అరే సప్పుడేక మధ్యలో కూడా ఇద్దరికి అనిపిస్తుంది అరే వీడియో వీడియో అని చెప్పి ఫోన్ వల్ల కొట్టి కదా అరే చూసిన ఏందో ఏమో చట్ మా పానానికి వచ్చింది ఇది ఎందుకు పనికిరాదు ఉక్కాన్ గీట యూట్యూబ్ లో సర్చ్ చేయడానికి రాదు కానీ ఫోన్ వల్ల కొట్టి పోయిర్రు సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను సో మన సాయిబాయి ప్ర సమస్యలు అయితే చెప్పుకున్నాడల్లా సో రోజు యాభై వీడియోలు వస్తున్నాయంట సాయిబాయికి సో అవి చూసి టూ జీబీ డేటా బొక్క ఆడుతుందంట సో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఈ రీసెంట్గా జరిగినందుకు ఎక్స్ట్రా టెన్ రూపీస్ డెట్టా వేసుకొని ఒక ఇన్వెన్షన్ క్రియేట్ చేసింది మన సాయిబాయ్ ప్రైజ్ వచ్చింది అరదానికి వచ్చిందన్న సెకండ్ ప్రైజ్ సో మనోనికి సెకండ్ ప్రైజ్ ఈ స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఆ ఫోటోలు ఉంటే నాకు పెట్టు సో నేను ఇలా పెడతా సో అట్లా మీ దాంట్లో కూడా ఎగ్జిబిషన్ జరిగితే కామెంట్ చేయండి గాయస్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ అని అడుగుతున్నా సో ఇలాంటి సాయిబాయిలు మీ దగ్గర కూడా ఉంటే వాళ్ళ పేర్లను కూడా సాయి అని ఒకసారి గట్టిగా వినపడేలా సాయికి కామెంట్ చేయండి సాయి అంటారా బాబు <laughs> సరే సరే ఇట్రా so thank you for spending your valuable time with our channel మీ విలన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో బాయ్ ఫ్రెండ్స్